hi friends welcome to my channel ఈ వీడియోలో మీకు సింపుల్గా తయారైపోయే స్నాక్ ఐటెం కార్న్ అటుకుల మిక్చర్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా పావు కిలో కార్న్ వంద గ్రాముల లావు అటుకులు లేదా దొడ్డు అటుకులు తీసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని అది వేడైన తర్వాత ముందుగా కార్న్ వేసి వేయించుకోవాలి ఈ కార్న్ని కొద్ది కొద్దిగానే వేసి వేయించుకోవాలి ఎందుకంటే మనకి అవి తొందరగా వేగిపోతే తీయడానికి టైం పడుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసి వేయించుకుంటే మంచి ఎల్లో కలర్లో ఉండగానే మనం దాన్ని తీసేసుకోవచ్చు అలా కాకుండా ఎక్కువ ఎక్కువ వేసుకుంటే తీయడానికి టైం పట్టేస్తుంది కాబట్టి రెడ్ కలర్లో మారిపోయి మిక్చర్ అంతా టేస్ట్ పాడైపోతుంది సో కొద్ది కొద్దిగానే వేసి వేయించేసుకుందాం చూసారు కదా వేగిపోయి వీటిని ఇలా ఒక చిల్లులు బేసిన్లోకి తీసేసుకోవాలి ఈ విధంగానే మిగతా కాన్ కూడా వేసి వేయించేసుకుందాం ఇప్పుడు అటుకులు కూడా వేసి వేయించుకోవాలి అటుకులు కూడా ఆ విధంగానే కొద్ది కొద్దిగా వేసి వేయించుకుంటే కనుక కలర్ మారకుండా ఉంటాయి కాన్ కన్నా అటుకులు కొద్దిగా తక్కువగానే ఉండాలి అలా ఉంటేనే మిక్చర్ టేస్ట్ బాగుంటుంది అటుకులు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు మిక్చర్కి కమ్మదనం అంటే మనకి మిక్చర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పల్లీలు నూనెలో వేగిన పల్లీలు తింటూ ఉంటే ఆ టేస్టే వేరు అసలు మామూలు బండిలో వేయించుకున్న పల్లీలకి ఆయిల్లో డీప్ ఫ్రై అయిన పల్లీలకి చాలా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది సో మనం అవి కూడా ఒక యాభై గ్రాములు వేసి వేయించేసుకుందాం మీకు పల్లీలు ఇష్టమైతే వంద గ్రాములు కూడా వేసి వేయించుకోవచ్చు మిక్చర్ తింటున్నప్పుడు పల్లీలు పంటికి తగిలితే దాని రుచే వేరు పల్లీలు కూడా వేగిపోయాయి కదా ఇవి కూడా తీసేసుకుందాం ఫైనల్లీ కరివేపాకు కూడా రెండు రెమ్మలు వేసి వేయించేసుకుందాం కరివేపాకు వేస్తే ఆటోమేటిక్గా మిక్చర్ అనేది మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది సో ఇది కూడా వేగిపోయింది కదా ఇప్పుడు లేకుండా తుడుచుకున్న ఒక ప్లేట్ తీసుకుని దానిలో మనం వేయించి పెట్టుకున్న కాన్ అటుకులు పల్లీలు కరివేపాకుల మిశ్రమం ఉంది కదా అది వేసేసుకోవాలి దీనికి సరిపడా సాల్ట్ ఈ విధంగా చేతితో మాత్రమే అన్ని వైపులా సమానంగా పడేలాగా వేసుకోవాలి స్పూన్తో వేస్తే ఒకవైపు ఎక్కువ ఒకవైపు అసలు పడకుండానే ఉంటుంది కదా సో టేస్ట్ అంతా బాగోదు కాబట్టి ఇలా చేత్తో వేసుకుంటేనే బెటర్ అలాగే కొద్దిగా కారం కూడా వేసేసుకుందాం దీనికి కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ మిక్చర్లో జీలకర్ర పొడి కానీ చాట్ మసాలా కానీ ఏదైనా వాడచ్చు అయితే చాట్ మసాలా వాడితే డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బయట షాప్లో కొనుక్కునే తిన్న ఫీలింగ్ రావాలంటే చాట్ మసాలా యూజ్ చేస్తేనే బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా ఒక గరిటి సహాయంతో అన్ని వైపులా కలిసేలాగా కలిపేసుకుందాం అంతే ఎంతో ఈజీగా తయారు చేసుకోగలిగే టీ టైం స్నాక్ లేదా ఏ టైంలో అయినా కానీ స్నాక్ ఐటెం కింద చాలా బాగుంటుంది ఈ కార్న్ అటుకుల మిక్చర్ సో రెడీ అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఛానల్ నోటిఫికేషన్స్ కోసం ప్రెస్ చేయండి థ్యాంక్ యూ